hello friends welcome back to think in food channel ఈరోజు అయితే మనం మీ మీ యూట్యూబ్ వీడియోస్కి ఎలా అయితే ట్యాక్స్ ఇవ్వాలో ఎలా అయితే వ్యూస్ రప్పించుకోవాలో ఈరోజు అయితే చూసుకుందాం ఫ్రెండ్స్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ అందరూ దీని ద్వారానే వ్యూస్ అయితే ల్యాక్స్లో థౌజండ్స్లో తెప్పించుకుంటారు ఫ్రెండ్స్ అలాగే ఈ అప్లికేషన్ పేరు విట్క్యూ ఫ్రెండ్స్ చూడండి దీని ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను నాకైతే అసలు ముందైతే వ్యూసే రావట్లేదు కా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కీవర్డ్ ఎంటర్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే నేను ఎన్ని కీవర్డ్స్ ఎంటర్ చేశానంటే దీనిల ద్వారా నాకైతే వ్యూస్ చాలా రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి how to get thousand subscribers on YouTube అని పెట్టాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రిలేటెడ్ కీవర్డ్స్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే పోంది ఇక్కడ చూడండి friends how to get thousand subscribers on YouTube how to get thousand subscribers YouTube fast ఇవైతే ర్యాంక్ ట్యాక్స్ ఫ్రెండ్స్ అంటే అందరూ ఎక్కువ వీటినే సెట్ చేస్తారు కాబట్టి మీ వీడియో ర్యాంకుడ్లో వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఎక్కువ స్కోర్ అయితే సీఈఓ స్కోర్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సెలెక్ట్ ఆల్ అని నొక్కుతాను కాపీ ట్యాక్స్ నొక్కండి ఫ్రెండ్స్ మీకు మీరు ఏ వీడియో చే సెర్చ్ బటన్లో సెర్చ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే how to get promotion channel చూడండి ఫ్రెండ్స్ అన్నిటికీ ర్యాంక్ ట్యాక్స్ ఉంటుంది కాబట్టి విట్క్యూ అనేది అయితే మీరు యూస్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు ప్రూఫ్ అనేది ఇప్పుడు చూడండి నేనైతే నా యూట్యూబ్లోకి వెళ్తాను వైటీ స్టూడియోలోకి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చూపించేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇన్స్టాగ్రామ్లో ఎలా రీల్స్ చేయాలో చేశాను ఫ్రెండ్స్ కానీ ఇక్కడ సెవెన్ వ్యూస్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ చూడండి వితౌట్ అర్నింగ్ యాప్ గురించి చేశాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫిఫ్టీ వన్ వ్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే ర్యాంక్ ట్యాక్స్ అనేది నేను ఈ వీడియోకి మాత్రమే ఇవ్వడం జరిగింది అయితే సబ్స్క్రైబర్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో అనలిటిక్స్ అనలిటిక్స్లోకి వెళ్ళి చూపిస్తాను గో టు వీడియో అనలిటిక్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక్కదానికి మాత్రమే నాకైతే ఫోర్ ఫోర్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు వాచ్ టైం అవర్స్ అయితే త్రీ డేస్లోనూ త్రీ డేస్లోనే సిక్స్ సెకండ్స్ అయితే పెరిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి యూట్యూబ్ సెర్చ్ ఇక్కడైతే ట్రాఫిక్ సోర్స్ టైప్లోకి వెళ్తే మీకు యూట్యూబ్ సెర్చ్ ద్వారా మాత్రమే sixty four point seven percent చూశారు ఫ్రెండ్స్ సెర్చ్ చేస్తే తప్ప మీ వీడియో ఎంత ర్యాంక్ అవుతుందంటే ఫ్రెండ్స్ త్రీ డేస్లో నాకైతే ఫిఫ్టీ వన్ వ్యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేనైతే దీంట్లోకి వెళ్తాను వీటికి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ షో అలా వీడియో మీద క్లిక్ చేస్తాను ఇక్కడైతే ఒక వీడియో క్లిక్ సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే మీరు సిఇఓ స్కోర్ e అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ సిఇఓ స్కోర్లోకి e వెళ్తే మీకు ట్యాక్స్ కౌంట్ చూపిస్తుంది అలాగే ఇక్కడ చెక్ లిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చెక్ లిస్ట్కి అయితే వెళ్ళండి మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ట్యాక్ లెన్స్ నాది కరెక్ట్గా ఉంది డిస్క్రిప్షన్ లెంత్ కరెక్ట్గా ఉంది ట్యాక్స్ లెంత్ కరెక్ట్గా ఉంది మేడ్ పబ్లిక్ కరెక్ట్గా ఉంది friends added one tag in టైగల్ టైటిల్ ఇవన్నీ రాంగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకని నాకైతే వ్యూస్ అనడం అస్సలు రావడం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేనైతే added one tag in description అని క్లిక్ చేశాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇందాక వెళ్ళి చూడండి ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ ప్లస్ బటన్ మీద క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఆటోమేటిక్గా కింద అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అయితే పేస్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఇంకో ట్యాగ్ విధిస్తున్నాను అలాగే ఇంకో ట్యాగ్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే నేను ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను చూడండి చూడండి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను ఇక్కడైతే సేవ్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి added one tag in description అనేది సేవ్ అయిపోయింది నేను ఇంకో ట్యాగ్ అయితే వేస్తాను ఫ్రెండ్స్ చూద్దాం ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకైతే ఇక్కడ టాప్ కీవర్డ్స్ ఆపర్చునిటీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు ఎక్కువ ఎవరైతే ఎక్కువ ఏమేమి టాపిక్స్ మీద సెర్చ్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి how to get thousand subscribers on YouTube అని సెర్చ్ చేస్తున్నారు మేక్ మనీ ఆన్లైన్ మీద ఈ టాపిక్స్ తీసుకొని కూడా మీరైతే సెర్చ్ చేసుకొని వీడియోస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ట్యాక్స్ మీరు వేసుకోవచ్చు అలాగే ఇక్కడ డైలీ ఐడియాస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ డైలీ ఐడియాస్ అయితే వాడుకోవచ్చు ఫ్రెండ్స్ కూర్చోడానికి డిస్మిస్ అని ఒకటి ఉంది సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇలా స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ చూడు best car to the world అనేది ఒక topic play with light and colour అనేది ఒక టాపిక్ చూడండి friends daily three three ideas అయితే మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ కొంచెం ఉంది ఆప్టిమైజ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది ఇక్కడైతే మీ వీడియోస్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నీకు ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూపిస్తాను ఇక్కడైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ నాకైతే వీడియోస్ చూసిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నాట్ సబ్స్క్రైబ్డ్ మంది మాత్రం చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్డ్ అయితే ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ చేస్తే చూసిన వాళ్ళు మాత్రం ninety one point three percent ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్